Genesis 1:1 In the beginning God created the heaven and the earth. Exodus 20:12 to 16 Honor thy father and thy mother that the days may belong upon the land which the Lord thy God giveth thee. Thou shalt not kill, thou shalt not commit adultery, thou shalt not steal, thou shalt not bear false witness against thy neighbor. Psalms 9:1 86 12 I will praise thee, O Lord, with my whole heart. Psalms 29.1 Give unto the Lord, O you mighty, give unto the Lord glory and strength. Psalms 46.1 God is our refuge and strength, a very person help in trouble. Psalms 96.1 O sing unto the Lord a new song, sing unto the Lord all the earth. Psalms 103, 1 and 2. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits. Psalms 106, 1, 107, 1, 118, 1, 118, 39. All give thanks unto the Lord for his good, for his mercy endureth forever. Psalms 115, 1 to 18. Not unto us, O Lord, not unto us, but unto the name give glory for the mercy and for the truth's sake. Wherefore should the hymn say, not another God? But our God is in the heavens he had done whatsoever he had pleased. The write also seven gold, the work of men's hands. They have mouths, but they speak not. Eyes have they, but they see not. They have ears, but they hear not. Noses have they, but they smell not. They have hands, but they handle not. Feet have they, but they walk not. Neither speak they to the throat. They that make them are like unto them, so that everyone that trusteth in them O Israel, trust thou in the Lord. He is their help and their shield. O house of Aaron, trust in the Lord. He is their help and their shield. He that fear the Lord, trust in the Lord. He is their help and their shield. Both. The Lord had been mindful of us. He'll bless us. He'll bless the house of Israel. He'll bless the house of Aaron. He'll bless them that fear the Lord, both small and great. The Lord shall increase you more and more, you and your children. Ye that, blessed of the Lord, which made heaven and earth. The heaven, even the heavens of the Lord, the earth hath he given to the children of men. That praise is not the Lord, neither any that go down into silence. But we will bless the Lord from this time forth and forevermore. Praise the Lord. Lord the forever, praise ye the Lord. The truth of the Lord endureth forever, praise ye the Lord. Psalm 117, 1, 2, Psalm 117, 1, 2, Psalm 117, 1, 2, praise ye the Lord. Psalms 118, 24, this is the day which the Lord hath made, we will rejoice and be glad in it. 135, 1 to 21. Praise the Lord, praise the name of the Lord, praise him, O ye servants of the Lord, He that stand in the house of the Lord, in the courts of the house of our God. Praise the Lord, for the Lord is good, sing praises unto his name, for it is pleasant. For the Lord has chosen Jacob unto himself, and Israel for his peculiar treasure. For I know that the Lord is great, and that our Lord is above all gods. Whatsoever the Lord pleased, that did he in heaven and in earth, in the seas, and all the places. He caused vapors to ascend from the ends of the earth. He maketh lightnings for the rain. He bringeth wind out of his treasuries. Who is my firstborn of Egypt, both of man and beast? Who sent tokens and wonders into the midst of the O Egypt, upon Pharaoh and upon all his servants, who smote great nations and slew mighty kings. Sihon, king of the Amorites, and Og, king of Bashan, and all the kingdoms of Canaan. and gave the land for an heritage and hated unto Israel's people. They name, O Lord, and endureth forever, and they memorial, O Lord, throughout all generations. For the Lord will judge his people and repent himself concerning his servants. The idols of the heathen are seven gold, the work of men's hands. They have mouths, but they speak not. Eyes have they, but they see not. They have ears, but they hear not. Neither is there any breath in their mouths? They that make them are like unto them, so is everyone that trusteth in them. Bless the Lord, O house of Israel. Bless the Lord, O house of Aaron. Bless the Lord, O house of Levi. Ye that fear the Lord, bless the Lord. Blessed be the Lord out of Zion, which dwelleth at Jerusalem. Praise ye the Lord. Psalms 136, 1, 1 to 26. O give thanks unto the Lord, for his good, for his mercy endureth forever. O give thanks to the God of gods, for his mercy endureth forever. O give thanks to the Lord of lords, for his mercy endureth forever. To him who alone did great wonders, for his mercy endureth forever. To him that by wisdom made the heavens, for his mercy endureth forever. To him that stretched out the earth above the waters, for his mercy endureth forever. To him that made great lights, for his mercy endureth forever. The sun to rule by day, for his mercy endureth forever. The moon and stars to rule by night, for his mercy endureth forever. To him that smote Egypt in the firstborn, for his mercy endureth forever. And brought out Israel from among them, for his mercy endureth forever with a strong hand and with a stretched out arm for his mercy endureth forever. To him which divided the Red Sea into parts for his mercy endureth forever, and made Israel pass through the midst of it for his mercy endureth forever, but overthrew Pharaoh and his host in the Red Sea for his mercy endureth forever. To him which led his people through the wilderness for his mercy endureth forever. To him which smote great kings for his mercy endureth forever and slew famous kings for his mercy endureth forever. Sihon, king of the Amorites, for his mercy endureth forever. And Og, the king of Bashan, for his mercy endureth forever. And gave their land for his heritage, for his mercy endureth forever. Even an heritage unto Israel his servant, for his mercy endureth forever. Who remembered us in our lowest state, for his mercy endureth forever. And hath redeemed us from our enemies, for, for his mercy endureth forever. To him who giveth food to all flesh, for his mercy endureth forever. O give thanks unto the God of heaven, for his mercy endureth forever. Psalms 146, 1 to 10. Praise ye the Lord, praise the Lord, O my soul. While I live, will I praise the Lord. I will seek praises unto my God, while I have any being. Put not your trust in princes, nor in the Son of Man, in whom there is no help. His breath goeth forth, he returneth to his earth. In that very day his thoughts perish. Happy is he that hath the God of Jacob for his help, whose hope is in the Lord his God, which made heaven and earth, the sea, and all that therein is, which keepeth the truth forever, which executed judgment for the oppressed, which gave food to the hungry. The Lord looseth the prisoners. The Lord openeth the eyes of the blind. The Lord raiseth them that are bowed down. The Lord loveth the righteous. The Lord preserveth the strangers. He relieved the fatherless and widow, but the way of the wicked he turned upside down. The Lord shall reign forever. Even thy God, O Zion, unto all generations. Praise the Lord. chapter 11, verse 28 to 30. Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. Take my yoke upon you and learn of me, for I am meek and lowly in heart. And ye shall find rest unto your souls. For my yoke is easy and my burden is light. John chapter 4, verse 42. And said unto the woman, Now we believe not because of thy saying, for we have heard him ourselves, and know that this is indeed the Christ, the Saviour of the world. John chapter 5 verse 24. Verily, verily, I say unto you, he that heareth my word and believeth on him that sent me hath everlasting life and shall not come into condemnation, but is passed from death unto life. John chapter 16 verse 33. These things I have spoken unto you that me ye might have peace in the world. Ye shall have tribulation, but be of good cheer, I have overcome the world. Philippians 4 4 Rejoice in the Lord always, and again I say rejoice. 1 Thessalonians chapter 5 verses 16, 17 and 25. Rejoice evermore, pray without ceasing, brethren, pray for us. 1 Peter 1 16. Be holy, for I am holy. Revelation 3.20 Behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I'll come into him and sup with him and he with me. John 3, 16, 17, and 18 For God to love the world and He gave He gave His only Son That whoever believes in Him should not perish but have eternal life For God did not send His Son into the world to condemn the world but in Whoever believes in him is not condemned, but whoever does not believe is condemned already, because he has not believed in the name of the only Son of God. A cheerful heart is good medicine, good medicine, good medicine. A cheerful heart is Mason from Water spirit, rise up the boat, rise up the boat, rise up the boat. Water spirit, rise up the boat, from 1722. La la la la la la la la

lazy hen, making an brown and hen was good roof for pigeon hen, green hen, brown hen good. Singing the little stoop, seven space have hit it, you're one in my heart, dum dum. I have hit it, you're one in my heart, dum dum. I have hit it, you're one in my heart, dum dum. That I might not sin against you. Mm -mm. That I might 19 verse 11, good stuff. Someone 19 verse 11, good stuff. I have hit it, you're one in my heart that I might not sin against you. Amen. Colossians 3 verse 20, sing along with me. Colossians 3 verse 20, sing along with me. Children, obey your parents in everything. Children, obey. This pleases our Lord. This pleases, pleases, this pleases a lot. This pleases, pleases, this pleases a lot. For all have sinned, fall short of the glory of God. For all have seen, and fall short righteousness of God has been manifested apart from the law. But the righteousness of God has been manifested apart from the law. Unto the law and the prophets bear witness to it. The righteousness of God through faith in Jesus Christ for all who believe. shore of the glory of God. For all have sinned and fall short of the glory of God. And are justified by as a gift, for there is redemption that is Christ building. The Lord has done great things in Colossians 3 verse 17. Colossians 3 verse 17. Woo! Whatever you do, is on it. Do it all in the name of the Lord Jesus. Whatever you do, whether it word on it. Do it all in the name of the Lord Jesus. Giving thanks to God the Father through Him. Giving thanks to God the Father through 啦啦啦啦啦。 shall God shall Emmanuel, which means God with us. with us. Matthew chapter 1, 29 La la la la la la la la la la la la la la la la la la la la la la la righteousness of God. Therefore, we are ambassadors for Christ, God making His appeal through us. We are new army of Christ, we reconcile salam.

because of that into life because walking in the road. That my children are walking in the road. That my children are walking in the truth. Bear with each other and for you and for you. Bear with each other and for you and for you. For you, for you, for you, for you. Ocean, she was ఆ నేల నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాణి ఊదగా నరుడు జీవాత్మనాయను నిర్గమాకాండము ఇరవై పన్నెండు నుంచి పదిహేడు నీ దేవుడైన హో నీకు అనుగ్రహించే దేశంలో నీ దీర్ఘాయుష్మతి రావినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నరహత్య చేయకూడదు వేచరింపకూడదు దొంగిలిందకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసునైనను అతని ఎద్దునైనను అతని గార్దనైనను నీ పొరుగువాని తగు దేనినైనా ఆశింపకూడదు అని చెప్పాను కీర్తనలు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఆరు దుస్తుల ఆలోచన ఒక పాపల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చున్న చోటును కూర్చునక యహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాతం ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరాను ఆకు వాడక తన కాలమంది ఫలమిచ్చి చెట్టు వలె ఉండు అతడు చేయదాన్ని తీరు సఫలమైన దుస్తులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండు కాబట్టి న్యాయమశలో దుస్తులను నీతిమంతుల సభలో పాపలను నిలవరు నీతిమంతుల మార్గం ఆకు తెలియను దుస్తుల మార్గం నాశనంకు నడుపు కీర్తనలు మూడు ఒకటి నుంచి ఎనిమిది యహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించున్నారు నా మీదకి లేచేవారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు గాను నా తల గాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నేను రక్షింపుము నా శత్రువులందరి దవడయంక మీద కొట్టువాడవు నీవే దుస్తుల పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన గాక కీర్తనల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్యకారంలో చేదురు మేలు చేవాడు ఒక్కడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యహో ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవారు లేరు ఒక్కడైనను లేడు ఆకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచూ పాపం చేయవారందరికీ తెలివి లేదా పాపం చేయవారు బహుగా భయపడదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోన్లో నుండి ఇస్రాయల్ ఒక రక్షణ కలుగును గాక యహోవా చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయలు సంతోషించును కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పనులు చేస్తున్నాడు శాంతికరమైన జలములేద్దా నన్ను నడిపించినాడు నా ప్రాణంలోకి ఆయన సేద్దించున్నాడు తన నామను బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు గాఢాంధకారపు ఫ్లోయలో నేను సంచరించినాను ఏ అపాయం నాకు భయపడ్ను నీవు నాకు తోడే ఉండేదు నీ దుడ్డు ఖరీ నీ దండమును నన్ను ఆదరించను నా శత్రువులత నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తలంటి ఉన్నావు నా గిన్నె నిండి పొలుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షం వలె నా వెంటొచ్చు చిరకాలం యహోవా మందిరంలో నేను నివాసం చేసేది కిర్చన్లు నలభై రెండు ఒకటి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపరుచున్నది కీర్తన గ్రంథం యాభై మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చినములు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య చేదురు మేలు చేయి అడగడును లేడు వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి చూచి నల్లను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు మేల్చేవాడును లేడు ఒక్కడునూ లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా భయకారం లేని చోట వారు భయక్రాంతులేరు నన్ను ముట్టడి వేయి వారి ఎంకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి సియోన్లో నుండి ఇస్రాయలకు రక్షణ కలుగును గాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబ హర్షించును ఇస్రాయలీలు సంతోషించును కీర్తనలు యాభై ఆరు మూడు నాకు భయం సంబంధించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను కీర్తనలు అరవై ఒకటి ఒకటి దేవా నామురు ఆలకించుము నా ప్రార్థనకు చెవియగ్గుము కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పదహారు మహోన్నతం చాటిన నివసించేవాడే సర్వశక్తి నేను విశ్రమించేవాడు అయినే నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను హో అని గుర్చి చెప్తున్నాను వేట కాని ఊర్లో నుండి ఆయన నేను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించను ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యమును కేడమును డాలనది రాత్రి వేళ కలుగు భయంకైనాను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులకైనాను మధ్యాహ్నం పాడిచే చే నీవు భయపడుకుందు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ ఎద్దకు రాదు నీ కళ్ళారా చూచునగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతులైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారంను సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదంలోకి రాయి తగలకుండా వారు నేను సమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు నీ సింహంలోను నాగు పాములను తొక్కేదవు కొలమ సింహంలోని భుజంగంలో అనగా తొక్కేదవు అతను నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదను అతను నా నామం నిరిగి ఉన్నాడు గనక నేను అతన్ని కనపరిచేదను అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శమలా నేను అతనికి తోడే ఉండేది అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘా చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించదను కీర్తనలు నూరు ఒకటి నుంచి ఐదు సమస్త దేశంలారా హోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషంతో హోవాను సేవించుడి ఉత్సాహధ్వని చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకోండి ఆయనే మనల్ని పుట్టించును మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోనికి ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన ఆమెను గనపరచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యం ఉండును ఆయన సత్యము తరతరములుండును కీర్తనలు నూట మూడు ఒకటి రెండు నా ప్రాణమా యహోవాను సన్నిధించము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము కీర్తనలు నూట ఆరు ఒకటి యహోవాను స్థుతించుడి యహోవా దేయాళ్ళు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృపనిత్యముండును కీర్తనలు నూట ఏడు ఒకటి యహోవా దయాళ్ళు ఆయన ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన ఉండును కీర్తనలు నూట పదహైదు ఒకటి నుంచి పద్దెనిమిది మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా బట్టి నీ నామనకే మహిమ కలుగును గాక వారి దేవుడు ఏడని అనిజనులు ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశం అంటున్నాడు తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమాన్ చేస్తున్నాడు వారి విగ్రహములు వెండి బంగారు అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలకవు కళ్ళుండి చెడవు చెవులుండి వినవు ముఖులుండి వాసన చెడు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడవవు గొంతుకుతో మాట్లాడవు వాటిని చేయవారు వాటి అందరూ వాటి వంటి వారై ఉన్నారు ఇజ్రాయలీలారా ఎహోవా అని నమ్ముకోండి ఆయన వారికి సహాయము వారికి కేయడం అహర్రాను వంశస్థులారా ఎహోవా అని నమ్ముకోండి ఆయన వారికి సహాయము వారికి కేయడము యహోవా అందు భయభక్తులు గలవారులారా యహోవా ఎందు నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేయడము యహోవా మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించడు ఆయన ఇజ్రాయిలీని ఆశీర్వదించడు ఆయన అహర్రాను వంశస్థులను ఆశీర్వదించను పిల్లలనేమి పెద్దలనేమి తనయందు వైవక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలు వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరందరూ ఆశీర్వదించబడిన వారు ఆకాశంలో యహోవా వశము భూమి ఆయన ఇచ్చి ఉన్నాడు మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవు వారు యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదు యహోవాను స్థుతించుడి కీర్తనలు నూట పద్దెనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఇరవై రెండు యహోవాదయాలు ఆయన కృప నిరత్తరము నిలిచును ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుడు మనుషులను నమ్ముట కంటే హో అని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముట కంటే హో అని ఆశ్రయించడం ఇల్లు కట్టువాడు నిశ్చయించిన రాయి మూలకి తలరాయి ఆయుడు కీర్తన నూట ఇరవై ఒకటి ఒకటి నుంచి ఎనిమిది కొండల చెట్టు నా కనులు ఇచ్చినాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చిన యహోవా వలనే నాకు సహాయం కలను ఆయన భూమి ఆకాశం సృష్టించినవాడు ఆయన నీ పాదములను తొట్టిన నేడు నేను కాపాడువాడు కొనుకడు ఇజ్రాయల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు యహోవాయే నేను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నేడుగా ఉండును పగలంట దెబ్బనైనా నీకు తగలేదు రాత్రి వేళ దెబ్బనైనా నీకు తగలేదు ఏ భయం రాకుండా యహోవా నేను కాపాడు అని ప్రాణం కాపాడు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోగలేదు యహోవా నేను కాపాడు కీర్తనలు నూట ఇరవై మూడు ఒకటి రెండు ఆకాశం మంది ఆశనడైన వాడు అని తట్టు నా కళ్ళు ఇచ్చినాను దాసుల కన్నులు తన యజమానుడి చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన హోవా మనల్ని కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటి యహోవా అందు భయభక్తులు కలిగి ఆయన త్రోలు అందు నడిచేవారందరూ ధన్యులు కీర్తన గ్రంథం నూట ముప్పై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనములు యహోవా నా హృదయం అహంకారం గలది కాదు నా కనులు మీద చూచినవి కాదు నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకునటలేదు నేను నా ప్రాణమును నెమ్మలపరుచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చెనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు చెనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది ఇస్రాయలు ఇది మొదలుకొని నిత్యం యహో మీద నాశ పెట్టుకును కీర్తనలో నూట ముప్పై మూడు ఒకటి నుంచి మూడు సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు ఎంత మనోహరం అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదకి కారి అతని దిగ దిగచారిన పరిమళ తైలం వలె ఉండడు సియోను కొడల మీదకి దిగవచ్చు హెర్మోను మంచి వలె ఉండడు ఆశీర్వాదము శాశ్వత జీవును అచ్చట నుండవాలని యహో మీకు సెలవు ఇచ్చినవాడు కీర్తనలో నూట ముప్పై నాలుగు ఒకటి నుంచి మూడు యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిల్చున్న వారులారా మీరందరూ యహో అనుసంధించి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యహో అనుసంధించండి భూమి ఆకాశం అనుసరించిన యహోవా సియోను నుండి నిన్ను ఆశీర్వదించిన గాక కీర్తనల గ్రంథం నూట ముప్పై ఆరో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఆరు వచ్చినాడు యహోదేయాలుడు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి పునరంతరం ఉండను దేవదేవానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి పునరంతరం ఉండను ప్రభుల ప్రభులకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి పునరంతరం ఉండను ఆయన ఒక మహాశ్చర్యకారములు చేయవాడు ఆయనకు పునరంతరం ఉండను తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలగజేసిన ఆయన కృప నిరంతరం ఉండును ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు ఆయన కృప నిరంతరం ఉండును పగటి నేలుటకు ఆయన సూర్యుడిని చేసిన ఆయన కృప నిరంతరం ఉండును రాత్రి నేలటకు ఆయన చంద్రుడి నక్షత్రం చేసిన ఆయన కృప నిరంతరం ఉండును ఐగుప్తు దేశపు తొలిచులను ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉండును వారి మధ్య నుండి ఆయన ఇజ్రాయలీలను రప్పించిన ఆయన కృప నిరంతరం ఉండును చేయి చాపి తన బాహుబలం చేత వారిని రప్పించను ఆయన కృప నిరంతరం ఉండును ఎర్ర సముద్రం ఆయన పాదల చీల్చను ఆయన కృప నిరంతరం ఉండును ఆయన ఇజ్రాయలీలను దాని నడుమ దాటి చేసిన ఆయన కృప నిరంతరం ఉండను ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసిన ఆయన కృప నిరంతరం ఉండును అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చిన ఆయన కృప నిరంతరం ఉండును గొప్ప రాజులను ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉండును ప్రసిద్ధి నందిన రాజులను ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉండును అమోరిల రాజైన సిహోనును ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉండడం బషాను రాజైన ఓగును ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉండడం ఆయన వారి దేశమును మనకు స్వచ్ఛముగా అప్పగించిన ఆయన కృప నిరంతరం ఉండడం తన సేవకుడైన ఇజ్రాయలీనకు దానిని స్వచ్ఛముగా అప్పగించిన ఆయన కృప నిరంతరం ఉండను మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను ఆయన కృప నిరంతరం ఉండును మన శత్రుల చేతిలో నుండి ఆయన వాళ్ళని విడిపించిన ఆయన కృప నిరంతరం ఉండను సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించి ఆయన కృప నిరంతరం ఉండును కీర్తనల గ్రంథం నూట నలభై ఆరో వచ్చాయి ఒకటి నుంచి పది వచ్చినప్పుడు యహోన్ స్థుతించుడి నా ప్రాణమా యహోన్ స్థుతింపు నా జీవితకాలం అంతయు నేను యహోన్ స్థుతించదును నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను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 కీర్తన గ్రంథం నూట నలభై ఏడు వచ్చాము ఒకటి నుంచి ఇరవై వచ్చినప్పుడు యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది అది మనోహరం స్తోత్రం చేయటం ఒప్పిదం యహోవాయే అరుషలేమును కట్టువాడు చెదిరిన ఇస్రాయిలను పోగు చేయవాడు గుండ చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు వాటికన్నిటికి పేర్లు పెట్టున్నాడు మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానంకు మితిలేదు యహో అధీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాన్ని కీర్తించుడి సితారతో మన దేవుని కీర్తించుడి అని ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకు అరచేండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు గుర్రంలో బలమునందు ఆయన సంతోషించాడు నరుల కాలి సత్వంగా ఆయన ఆనందించాడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు వారి ఎందు యహో ఆనందించువాడే ఉన్నాడు ఎరుషడమా యహో అనుకొని ఆడుము సియాను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే ఆయన వాక్యం బహు వేగంగా పరిగెత్తాను వంటి హిమము గురిపించేవాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చెల్లువాడు ఆయనే ముక్కాముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే ఆయన పుట్టించి చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్ఞగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విసన చేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యమును యకోబునకు తెలియజేసును తన కట్టడలను న్యాయ విధులను ఇస్రాయలకు తెలియజేసును ఏ క్షణంలో కానీ ఇలాగూ చేసి ఉండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే వారి ఉన్నవి యహో అనుసృతించండి కీర్తన నూట నలభై ఎనిమిది అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనంలో యహో స్థుతించుడి ఆకాశవాసుల రహో స్థుతించుడి ఉన్నత స్థలంలో నివాసులారా ఆయన స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయన స్థుతించుడి ఆయన సైన్యంలారా మీరందరూ ఆయన స్థుతించుడి సురుచులారా ఆయన స్థుతించుడి కాంతిగల నక్షత్రంలారా అందరూ ఆయన పరమాకాశం ద్వారా ఆకాశం పైన జలంలారా ఆయన స్థుతించుడి యహో ఆజ్ఞగా ఇప్పుటను అవి యహో నామం స్థుతించును గాక ఆయన వాటిని నిత్య స్థాయిగా స్థిరపరిచినాడు ఆయన వాటికి కట్టెలు నియమించిన ఏది దాన్ని అతిక్రమింపదు భూమి మీద ఉన్న మకరంలారా అగాధ తలములారా యహో అనుసరించుడి అగ్ని వర్గంలారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన కుట్టలారా పలు వృక్షములారా సమస్తమైన దేవదార వృక్షములారా మృగములారా పశువులారా నేలను పక్క జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహో అనుష్ఠించండి ఎవరు కన్నులు వృద్ధులు బాలేరు అందరూ యహో నామములు స్థుతించిన గాక ఆయన నామ మహోన్నతమైన నామము ఆయన ప్రభావం భూమి ఆకాశంలో పైగా ఉన్నది ఆయన తన ప్రజలకు ఒక్క శృంగంను హెచ్చించినాడు అది ఆయన భక్తులకు అందరికీ ఆయన చొంత చేరిన జనులకు ఇస్రాయలీలకు ప్రఖ్యాతికరంగా ఉన్నది యహోవాను స్థుతించుడి కీర్తనలను నూట యాభై ఒకటి నుంచి ఆరు యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయం నందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్థుతించుడి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్థుతించుడి ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయన స్థుతించుడి భూరధ్వనితో ఆయన స్థుతించుడి శరమండలములతో సితారతో ఆయన స్థుతించుడి తంబురతోనూ నాట్యంతోనూ స్థుతించుడి తంతి వాగ్యంతోనూ పిల్లన గ్రోహితో నాయన స్థుతించుడి మ్రోగు తాళంలో తాను స్థుతించుడి గంభీర దొండగల తాళంతో నాయన స్థుతించుడి సకల ప్రాణులు యహోవాను స్థుతించుడు కాక యహోవాను స్థుతించుడి సామెత్రులు ఎనిమిది పదమూడు యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం నశించుకుంటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు సామెత్రులు పది ఒకటి జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును సామెతలు పద్నాలుగు ఇరవై ఆరు యహో ఆయన భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అటువారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు సామెతలు ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని వారు కనికరం పొందును మతేశ్వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన కేసు అని పేరు పెట్టదు అనేను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానియన్ పేరు పెట్టదును మతీ వార్త ఐదో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు ఆయన జనసమూహం చూసి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుగు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు ఆత్మవిషయమై దీనిలోని వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు వారు తృప్తిపరచబడరు కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు హృదయస్ఫూర్తి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదురు సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిత్యము హింసింపబడివారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి మత్తి స్వార్థ ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదహైదు కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి మందుల మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము మందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును గాక మా నిధనాహారము నేను మాకు దయచేయము మా రసులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు మమ్మల్ని శోధంలోనికి దేక దుస్తుల నుండి మమ్మల్ని తప్పించు మనుషుల అపరాధములను మీరు క్షమించినట్లా మీ పల్లోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మతేశ్వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త నా అదుకురండి నేను మీకు విశ్రాంతి కలుగజేసాను స్వార్థ పది ఇరవై ఏడు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని రాయబడి ఉన్నదని చెప్పాను లూకాస్ వార్త పదకొండో అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును వెలుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయవను అడుగు ప్రతివానికి ఇవ్వబడును వెలుకువానికి దొరుకును తట్టువానికి అని మీతో చెప్తున్నాను మీరు తండ్రి అయినవాడు తన కుమారుడు చేపను అడిగితే చేపక్రతిగా పామునిచ్చిన గుడ్డును అడిగితే తేలునిచ్చిన కాబట్టి మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించిన నేను లుకాస్ వార్త పంతొమ్మిది పది నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను యోహన్ స్వార్త మూడు పదహారు దేవుడు లోకంను ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని గాపుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను యోహన్ స్వార్త నాలుగు నలభై రెండు మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని యోహన్ స్వార్త ఐదు ఇరవై నాలుగు నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముంచువాడు నిత్యజీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను యోహాను ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మీరు నన్ను చూచి ఉండి విశ్వసించుకున్నారని చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నాతో కొత్తురు నాతో వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను యోహాన్ స్వార్త ఆరు అరవై మూడు ఆత్మయే జయింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయే జయమునై ఉన్నవి యహోన స్వార్త ఎనిమిది పన్నెండు మరలా ఎస్సు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను యహోన్ స్వార్త పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరు అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే నాయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయన విశ్వాసం ఉంచేవా ప్రతివాడు ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను యుహాన్ స్వార్త పద్నాలుగు ఆరు ఎస్ నేను మార్గంను సత్యంను జీవంను నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎదుకు రాడు యోహాన్ స్వార్త పదహైదో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఏడు నేను నిజమైన ద్రాక్షవళిని నా తండ్రి వ్యవసాయకులు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేను ఫలించి ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు ఉన్నారు నాయందు నిల్చుండు మీ నేను నిలిచిండు తీగ ద్రాక్షావళిలో నిల్చుంటేనే కానీ తనంతటి తాను ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిల్చుంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిల్చుందో నేను ఎవరైనా నిల్చుందో వాడు బాగా ఫలించను నాకు వేరుగానే మీరు ఏం చేయలేరు ఎవరైనా నాయందు నిల్చుండని అట్లా వాడి తీగలే బయట పారవేయబడి ఎండిపోను మనుషులు అటువంటి పోగు చేసే అగ్నిలో పారవేతరు అవి కాలిపోను నాయన మీరు మీద నా మాటలను నిల్చుంటేనట్లా మీకు ఏదిస్తే మరుగుడి అది మీకు అనుగ్రహించబడి మీరు బహుగా ఫ్రెంచట వలన నా తండ్రి మహింపరచబడను ఇందువలన మీరు నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఎలాగో ప్రేమించడం నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుతుంది నా ప్రేమ ఎంత నిల్చుండు నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకుని నా ప్రేమ నిల్చుండిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గాయకున్నట్లా నా ప్రేమ ఎంత నిల్చుందురు మీరు నా సంతోషం ఉండవాలని మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతిలో మీకు ఆజ్ఞాపించున్నాను నేను మేము ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమ అంటే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులే ఎదురు దాసుడు తన యజమాని కంటే దాసుడు తన యజమాన్ చేయదాన్ని ఎరగడు కనుక ఇక మేము దాసు అని పిలవక స్నేహితులను పిలుసు ఎందుకనగా నేను నా తండ్రి వాళ్ళ విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను నేర్పరచుకోలేదు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలం నిలిచినట్టును నేను మీరు నేర్పరచుకొని నియమించి మీరు ఒకరినొకరు ప్రేమ ప్రేమించాలని ఈ సంగతి మీకు ఆజ్ఞాపించున్నాను లోకం మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు మీరు మీరు లోక సంబంధులైనట్లా లోకం తర్వాత స్నేహించను అయితే మీ లోక సంబంధులు కారు నేను మేము లోకం నుంచి ఏర్పరచుకుంటుంది అందుచేతనే లోకం ద్వేషించినది దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదని నేను చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు లోకులు నన్ను హింసించిన మిమ్మల్ని కూడా హింసింతురు నా మాట గైకొండిన ఎట్లా మీ మాట కూడా గైకొందురు అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు కనుక నా నామ నిమిత్తము వీటన్నిటిని మీకు చేదురు నేను వచ్చి వారికి బోధింపకుండా వారికి పాపం లేకపోను ఇప్పుడైతే వారి పాపం నాకు మిషలేదు నన్ను ద్వేషించి వాడు నా తండ్రిని కూడా ద్వేషించినాడు ఎవరినో చేయని క్రియలు నేను వచ్చి వారి మధ్య చేయకుండా వారికి పాపం లేకపోను ఇప్పుడైతే వారు నన్ను నా తనని చూసి వేషించున్నారు అయితే నన్ను నిర్హేతకంగా ద్వేషించి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఈ రాగు జరిగాను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చింది మీరు మోదం నుండి ఆయన ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చారు అపోస్తుల కార్యములు పది ముప్పై ఆరు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటి నుంచి పదమూడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడాను ప్రేమ లేని వాడినైతే బ్రోడు కంచెలు కానీ తాళమే ఉంది ప్రవచించి కృపాను కలిగి మర్మంలోని జ్ఞానమంతయు ఎరిగిన వాడినను కొండలను పెక్కలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినను ప్రేమ లేని వాడినైతే నేను వెతున్నాను బీదల పోషణ కొరకు నా ఆస్తం తెచ్చినను కాల్చిపోటుకు నా శరీరాన్ని అప్పగించుకున్నాను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలం సహించను దయచూపించను ప్రేమ మస్తరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు సప్రయోజనం విచారించుకుందు త్వరగా కోపడదు అపకారంను మనసులో ఉంచుకుందు దుర్నీతి విషయమై సంతోషపడికే సత్యం సంతోషించును అన్నిటిని తాలుకొను అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని వచ్చును ప్రేమ శాశ్వత కాలంలో ప్రవచనమైన నిరక్తకమగును భాష నిలిచిపోను జ్ఞానమైన నిరక్తకమగును మేము కొంత ఎరుగుదము కొంతమటుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైన దృష్టినప్పుడు పూర్ణంగానే నిరర్థకమగును నేను పిలవాని ఉన్నప్పుడు పిలవాని వాళ్ళే మాట్లాడి తిని పిలవాని వాళ్ళు తలంచి తిని పిలవాని వాళ్ళు యోచించి తిని ఇప్పుడు పెద్దవాడిని పిలవాని చేస్తుని మానవేస్తుంది ఇప్పుడు అర్థంలో చూచినట్టు సూచనగా చూచినాను అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంతమటుకు ఎరుగుదము అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసం నిరీక్షణ ప్రేమయే ఈ మూడు నిలిచిన వీటిలో అనేది ప్రేమయే ఎవసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకోండి క్రీస్తు మేము ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకోండి అలానే మీరు ప్రేమగా నడుచుకోండి మీరు జాగ్రత్తమే కానీ ఏ మీద అప్రత్యతే కానీ లోతుమే కానీ వీటి పేరుని ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత అవసరమై మీరు చిన్న పొలను కానీ విభూతులను పోకిరి మాటలను సరసోకలను చిరంపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారైన అపచరైన విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీశికి దేవుని యొక్క రాజ్యములకు హక్కుదారుల కారణ సంగతి మీకు నిశ్చయంగా తెలియను వ్యర్థమైన మాటలు వల్ల ఎవరిని మేము మోసపరిచిన గుడి ఇటు క్రియల వలన దేవుని గ్రత అవిదేలైన వారి మీదకి వచ్చిన కనుక మీరు అటువారితో పాలవారే ఉండకుడి మీరు పూర్వనందు చీకటి ఉంటుంది ఇప్పుడు ప్రాణందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమైన వాటిలో కనపడుతుంది కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాల్వారే ఉండక వాటిని ఖండించండి ఎలా అనగా అటు క్రియలు చేయవారు రహస్యమందు జరిగించి పనులను గురించి మాట్లాడటం అవమానకరమే ఉన్నది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో జయం ఒకటి నుంచి నాలుగు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులనుడి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషమంటూ రగుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుము ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగు నాలుగు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మన చెప్పుదును ఆనందించుడి దుస్లోనికి రాసిన మొట్టి పత్రిక ఐదో అధ్యాయం పదహైదు నుంచి ఇరవై రెండు ఎవడునో కీడునకు బ్రతికీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి మీరు ఒకని ఎట్లా ఒకరును మనుషులందరి ఎడులను ఎల్లప్పుడు మేలైన దానిని ఆశ్రయించి నడుచుకోండి ఎల్లప్పుడు సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయడి ప్రతి కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి తిమోది గ్రాసిన మొదటి పత్రిక మొట్ట అధ్యాయం పదహైదు వచనం పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనది ఉన్నది అటివారిలో నేను ప్రధానను యోహాన్ రాసిన మోటి పత్రిక మోట అధ్యాయం ఒకటి నుంచి పది జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది తింటమో ఏమేది వింటుమో కళ్ళ రే చూచుతుమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేని చూచును అది మీకు తెలియజేస్తున్నాం జీవం ప్రత్యక్షమైన తండ్రి ఎదురు నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజాన్ని మేము చూచి ఆ జీవనకు సాక్ష్యం ఇచ్చి దాన్ని మీకు తెలియపరుచున్నాము మీ సహవాసం మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినే దానిని మీకు తెలియజేస్తున్నాము మన సహవాసం అయితే తండ్రితో కుమారు అనేసి క్రీస్తుతో కూడా ఉన్నది మన సంతోషం పరిపూర్ణ వాటికే మేము సంగతులు రాయిస్తున్నాము మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలిగే ఉన్నాడు ఆయన చీకటి ఎంత మాత్రమూ లేదు ఆయనతో కూడా సహవాసం కలవారు అని చెప్పుకొని చీకట్లో నడిచినట్లా అబద్ధం మార్చి సత్యంలో జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగు నడిచినట్లా మనం అన్ని సహవాసం అదుము అప్పుడు ఆయన కుమారు అనేస రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును మనం పాపం లేని వారు మనం ఎట్లా మనల్ని మనమే మోసపరుచుకుందాము మరియు మన సత్యం ఉండదు మన పాపలను మనం ఒప్పుకునే ఎట్లా ఆయన నమ్మదగిన వారిను నీతిమంతుడిని కనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేయను మనం పాపం చేయలేదని చెప్పుకునే చెప్పుకునేట్లా ఆయనను అబుద్ధి కనుక చేయవారమగదుము మరియు మనలో ఆయన వాక్యం ఉండదు యుహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో వచనం ఆయన మన పాపంలోకి శాంతికరమే ఉన్నాడు మన పాపంలోకి మాత్రమే కాదు సర్వలోకంలోకి శాంతికరమే ఉన్నాడు యుహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనం పాపం చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం ఆయనను బట్టి మనకి కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఏ ప్రకటన గ్రంథము మూడు ఇరవై ఇదిగో నేను తలుపు నిలిచి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదుము